అందరికీ మన ప్రభువు రక్షకుడు నేసుక్రీస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మన మధ్యలో జాన్ థామస్ అంకులు ఉన్నారు సో మన మధ్యలో షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి వాక్యాన్ని అందించడానికి జాన్ థామస్ అంకులు ఉన్నారు ఆయన బ్లెస్సింగ్ విత్ మిషన్ లో ఒరిస్సా రాష్ట్రంలో ఆయన పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిచయం చేశారు అయితే ఆయన దేవుని కృపను బట్టి పరిచయకు పిలువబడిన తర్వాత ఆయనకున్న ఉద్యోగాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిట్స్ లో ఆయన జాబ్ చేస్తూ ఉండేవారు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నారు సివిల్ ఇంజనీర్ గా ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన ఆయన భార్య రిఫ్గాంటి గారు ఇద్దరు కలిసి దేవుని పరిచయకు వచ్చి ఒరిస్సాలో ఆ కొండ కొండ ప్రాంతాల్లో మారుమూరు ప్రాంతాల్లో మిషనరీగా వారు పరిచయం చేశారు మరి వారు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం వారి ఆశీర్వాదాలు ఐ మీన్ వాళ్ళు పరిచయలో ఎన్నో అనుభవాలు పొందుకున్నారు మరి ప్రస్తుతము బీవాయం నుంచి రిటైర్డ్ అయ్యి సీనియర్ మిషనరీలుగా మాకు సలహాలు ఇస్తూ పరిచయంలో ముందుకు సాగుతున్నారు దేవుడు వారిని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చారు స్వర్ణరాజ్ గారు ఆయన ఎమ్మెల్సీ కమిటీతో కలిసి జాబ్ చేసుకుంటూ పరిచయంలో ఉన్నారు మరి ఈ సమయంలో ఆయనకు సమయం అప్పగిస్తున్నాను మీకు స్క్రీన్ షేర్ చేశాను ఆ స్క్రీన్ షేర్ లో అపాత్రుడైన దాసుడైన ఒక ఆటోబయోగ్రఫీ ఆయన రాశారు సో ఒరిస్సాలో పరిచయం ఏ విధంగా ప్రారంభించబడింది ఒక వ్యక్తిని దేవుడు పిలిచిన తర్వాత ఏ విధంగా వాడుకుంటాడు మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడు ఆయన యొక్క నామం ఏ విధంగా అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పరిచయ గురించి వరుసలో జరిగిన పరిచయ గురించి మీరు వినాలని చదవాలని ఆశపడితే మీ స్క్రీన్ మీద ఉన్న బుక్ ఉంది అపాతుడైన దాసుడైనను ఆ బుక్ కోసం మీరు మా మిషనరీలు సంప్రదించవచ్చు ఆ బుక్ చదివిన తర్వాత మీరు నిజంగా బలపరచబడతారు ఆ దినాల్లో ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన పరిచయను బట్టి దేవుణ్ణి స్థితించగలుగుతారు మరి సమయాన్ని నేను అంకుల్ గారికి అప్పగించుకుంటున్నాను over to dear John Thomas uncle వాళ్ళు ఐ మీన్ వాళ్ళు పరిచయంలో ఎన్నో అనుభవాలు పొందుకున్నారు మరి ప్రస్తుతము బీవైఎం నుంచి రిటైర్డ్ అయ్యి సీనియర్ మిషనరీలుగా మాకు సలహాలు ఇస్తూ పరిచయంలో ముందుకు సాగుతున్నారు దేవుడు వారిని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చారు రాజు గారు ఆయన ఎంఎన్సీ కంపెనీతో కలిసి జాబ్ చేసుకుంటూ పరిచయంలో ఉన్నారు మరి ఈ సమయంలో ఆయనకు సమయం అప్పగిస్తున్నాను మీకు స్క్రీన్ షేర్ చేశాను ఆ స్క్రీన్ షేర్ లో అపాత్రుడైన దాసుడు అనే ఒక ఆటోబయోగ్రఫీ ఆయన రాశారు సో ఒరిస్సాలో పరిచయం ఏ విధంగా ప్రారంభించబడింది ఒక వ్యక్తిని దేవుడు పిలిచిన తర్వాత ఏ విధంగా వాడుకుంటాడు మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడు ఆయన యొక్క నామం ఏ విధంగా ఘనపరచబడుతుంది అనే విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే పరిచయం గురించి ఒరిస్సాలో జరిగిన పరిచయం గురించి మీరు వినాలని చదవాలని ఆశపడితే మీ స్క్రీన్ మీద ఉన్న బుక్ ఉంది అపాతుడైన దాసుడైనను ఆ బుక్ కోసం మీరు మా మిషనరీలు సంప్రదించవచ్చు ఆ బుక్ చదివిన తర్వాత మీరు నిజంగా బలపరచబడతారు ఆ దినాల్లో ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన పరిచయను బట్టి దేవుని స్థుతించగలుగుతారు మరి సమయాన్ని నేను అంకుల్ గారికి అప్పగించుకుంటున్నాను over to dear John Thomas uncle uncle hello yes uncle is it audible yes uncle yes uncle volume is okay uncle okay uncle okay okay so Raghu నాకు మా ఇంటర్నెట్ ఇది కొంచెం అన్స్టేబుల్గా ఉంది uh, అందుకే కొంచెం ఇటు అటు అయితే కూడా కొంచెం ఇచ్చేయండి ఓకే బాగుంది uncle it's okay uncle video అంటే audio audible uncle thank you uncle నాకు మంచి ఈ జూమ్లో వచ్చి మీతో కలిసి కొద్ది సమయం గడపడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను అలాగే ఇప్పుడు ఇది సుధాకర్ కూడా ఇంకా వచ్చి నన్ను కొంచెం కొద్ది సబ్ షేర్ చేసుకోమని చెప్పారు సుధాకర్ కూడా స్తో వందనాలు మీ అందరికీ వంద ఏసుకృష్ణ నాములో వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మాకు ఈ ప్రార్థన ఎక్కడ చూస్తే ఇప్పుడు నౌడేస్ ప్రార్థన చల్ల నడుస్తూ ఉంది zoom prayer fasting prayer all night prayer ఇవన్నీ చర్చెస్లో మిషన్స్లో చాలా ప్రార్థన చేస్తున్నారు మనకు తెలుసు దేని గురించి మనకు తెలుసు మనం ఒక క్రైసిస్ టైంలో ఉన్నామని ఆ సమయంలో మనకు ఇంకా ఏది ఆధారం లేదు అందరూ వదిలిపెట్టేశారు స్కాలర్స్ సైంటిస్ట్ డాక్టర్స్ అందరూ ఏం చేయలేకపోతున్నారు ఈ సమయంలో మనకు ఒకే ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు దేవుని యొక్క వాగ్దానాలు ఈ సుధాకర్ చెప్పారు వాగ్దానాల గురించి మాట్లాడమని చెప్పారు సో నేను ఈ ఇంకొక విషయం తెలుగులో అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను కాబట్టి యాంటీ రిక్వెస్ట్ చేశాను కొంచెం ట్రాన్స్లేట్ చేయమని ఎందుకంటే నా ఇది కొంచెం స్టడీ టైప్లో ఉంటుంది కదా అందుకే కొంచెం మీరు గమనించి వినండి నా యాంటీ విల్ ట్రాన్స్లేట్ అన్ని all promises that we have in the Bible, it says yes and amen. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి రెండో second uh, second one twenty రెండవ Corinthians పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వాక్యాన్ని మనం చదువుకుందాం రెండవ కొరిందీల పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒక ఇరవయో వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి there is no no or అంటే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు అవును ఆమెన్ అన్నట్టుగానే కానీ లేదు కాదు అన్నట్టుగా మాత్రం లేవు eighteenth verse if you see పద్దెనిమిదో వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే గాడ్ ఇస్ ఫెయిట్ఫుల్ దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పబడి ఉంది God is faithful to keep his promise ఆయన యొక్క వాగ్దానాలను నెరవేర్చుటకు దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు నంబర్స్ ట్వంటీ త్రీ సేస్ సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదువుకుందాం God is not a man that he should lie not repent like like the sons of men సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని వ్రాయబడి ఉంది వి పంచాయత్ ఎలక్షన్ ఆ ఇటీవల కాలంలో పంచాయతీ ఎలక్షన్స్ మనకు మనం కలిగి ఉన్నాం campaign people came to our house దాంట్లో కొంతమంది దాంట్లో నిలబడేవారు మా ఇంటికి వచ్చారు uh, మాకు మీరు ఓట్ వేయండి అని ప్రాధాయపడ్డారు um, uh, వారు అలాగ అడిగినప్పుడు మీకు ఏమైనా కావాలా మాతో చెప్పండి మేము చేస్తాం అంటున్నారు provide a light near our gate street light near our gate అప్పుడు నేనేం చెప్పానంటే గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక లైట్ ఇది ఆ స్ట్రీట్ లైట్ ఉంది కదా ఆ వీధి లైట్ మాకు అక్కడ వెలగట్లేదు అది మాకు కావాలి అని చెప్పాను my name is Mastan so tomorrow you are getting the light అయితే అతను ఏమన్నాడంటే నా పేరు మస్తన్ అండి నేను కానీ గెలిచినట్లయితే రేపే మీకు ఆ లైట్ నేను ఏ ఇస్తాను అని చెప్పాడు ఆ తర్వాత మస్తన్ లేరు లైట్ లేదు ఆ తర్వాత అతను లేడు ఆ లైట్ కూడా రాలేదు సో దట్ ఇస్ మ్యాన్ అదే మనుషుని యొక్క వాగ్దానం but praise God our God is faithful hallelujah కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు మన దేవుడు నమ్మదగిన వాడు hallelujah praise the lord so what for is the promise given to us అయితే మనకి యొక్క వాగ్దానం ఎందుకు ఇవ్వబడింది what is the purpose of promises అయితే ఈ యొక్క వాగ్దానాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ రెండవ పేతురు ఒకటో అధ్యాయం verses 2 and 4 రెండు నుంచి నాలుగు వరకు మనం చదువుకుందాం రెండవ పేతురు ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వరకు మనం చదువుకుందాం తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను so here what Peter says about promises అయితే ఇక్కడ పేతురు యొక్క వాగ్దానాలను గురించి ఏం మాట్లాడుతున్నాడు he says having escaped the corruption of this world so that we may put on the we may be partakers of the divine nature of god ఆయన ఏమంటున్నాడంటే నాలుగో వాక్యం చివరి భాగంలో దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను అని వ్రాయబడి ఉన్నది so that means we are brought out from the world and we are from the corrupt world and we are going towards the incorruptible heaven that is where is our goal అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే లోకమందున్నటువంటి భ్రష్టత్వమును మనం తప్పించుకొని ఆయన యొక్క ఆ వాగ్దానాలను మనం పొందుకోవటానికి ఆ భ్రష్టత్వం లేనటువంటి ఒక ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం అంటే ఈ యొక్క సందర్భంలో మనం ఇస్రాయల్ మీ ముందుకు నేను తీసుకొని రావాలనుకుంటున్నాను from the bondage of Egypt and to the promised land they were promised ఇక్కడ ఇస్రాయేలీలు ఆ యొక్క దాసత్వం అనే ఐగుప్తు నుండి విడిపించబడి వాగ్దాన దేశానికి నడిపించబడ్డారు సో ఇస్రాయల్ కెప్ట్ గోయింగ్ వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు and they reach promise land వారు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించారు but did they inherit the land immediately వారు వెంటనే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారా no but they have to fight అయితే వారు వెంటనే స్వతంత్రించుకోలేకపోయారు కానీ దానికి వారు పోరాటం జరపవలసి ఉండేది every promise has a responsibility అయితే ప్రతి వాగ్దానం వెనుక కూడా ఒక బాధ్యత దాగి ఉంది if you want enjoy the promise of God the blessings of God then we have to meet his conditions అయితే దేవుని యొక్క వాగ్దానాలను ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే ఆయన ఉంచినటువంటి షరతును మనము నెరవేర్చవలసి ఉంది no doubt God promised Israel that is giving a promised land అయితే దేవుడు ఇస్రాయేలులకు వాగ్దానం చేసి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు and he was faithful to bring them also into the promised land అలాగే దేవుడు వారిని ఆ యొక్క వాగ్దాన దేశం వరకు నడిపించడానికి నమ్మదగిన వాడిగా ఉండాను ఉన్నాడు am i audible వినబడుతుందా మీకు hello okay so reach the promise land అయితే ఇస్రాయేలీలు ఆ యొక్క వాగ్దాన దేశం దగ్గరకు వచ్చారు ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వారు అక్కడికి చేరుకున్నారు వాట్ గాడ్స్ కండిషన్ అయితే దేవుడు విధించినటువంటి షరతు ఏమిటి నంబర్స్ 33 వర్స్ త్రీ అయితే ఈ యొక్క సంఖ్యాకాండం ముప్పై మూడో అధ్యాయం we see that Jesus, uh, God told Israelites that they should drive out every every enemy in that land. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి షరతు ఏమిటంటే ప్రతి శత్రువుని కూడా థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఇక్కడ మనం చదువుకుందాం సంఖ్యాకాండం ముప్పై మూడో అధ్యాయం యాభై మూడు యాభై మూడో వాక్యాన్ని మనం చదువుకుందాం ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసి నివసింపవలను ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితనే you drive out the enemies ఉంటుంది ఓకే లేదా ముందు ఉంటుంది ముందు ఇక్కడ మనం యాభై మూడో వాక్యాన్ని చదువుకున్నాం కదా యాభై రెండో వాక్యాన్ని కూడా చదువుకుందాం ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలను అని రాయబడి ఉంది so to possess or to enjoy that promise they have to do something అయితే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని దానిలో ఆనందించాలి అంటే వారు చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి it is been occupied by enemies and they have to fight them out అయితే అక్కడ శత్రువులు స్వాధీనపరుచుకుని ఉంచుకున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని వారు మొట్టమొదట శత్రువులను వెళ్ళగొట్టవలసి God told utterly you should wipe them out utterly you should destroy అయితే దేవుడు ఏమంటున్నాడంటే వారిని పూర్తిగా నశింప చేయవలసి ఉంది So for us also, now God has promised the eternal life. అయితే మనకి కూడా దేవుడు ఆ యొక్క నిత్య జీవాన్ని గురించి వాగ్దానం చేస్తున్నాడు and we are going we have been already brought from the corruption of this world అయితే ఈ యొక్క దుష్ట లోకము నుంచి దేవుడు మనల్ని విడిపించాడు and now we are on the way to heaven మనము పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రామిస్ ఇస్ దేర్ దేవుని వాగ్దానం అయితే ఉంది but we have not realized it yet అయితే ఇంకా కూడా దానిని మనం స్వతంత్రించుకోలేదు just like the Israel's condition we are not yet realized అయితే ఇస్రాయేలీలు ఏ విధంగా ఆ దినాన్ని ఇంకా కూడా స్వతంత్రించుకోలేకపోయారు ఆ విధంగానే మనం కూడా ఇంకా దానిని ఇంకా స్వతంత్రించుకోలేదు జాన్ చాప్టర్ 20 వర్స్ 31 సేస్ యోహాను సువార్త 20వ అధ్యాయం 31 31 మనం చదువుకోబోతున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయం And John writes that all these th things are written that you may have eternal life. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యోహాను యోహాను ఇరవై ముప్పై ఒకటి మనం చదువుకుంటున్నాం ఎంత ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటి ఇక్కడ చదువుకోబోతున్నాం ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను ఏ జీవం జీవము అంటే నిత్య జీవం పొందుకున్నట్లు ఇవి వ్రాయబడేను అని రాయబడి టు లైఫ్ టు హెవెన్ అంటే మనము నిత్య జీవాన్ని పొందుకున్నట్లు పిలువబడి ఉన్నాం but meanwhile we need to have a war or battle అయితే దానిని స్వతంత్రించుకోవటానికి ముందు మనం పోరాటం చేయవలసి ఉంది and today it's very obvious what are the battle that we are engaged in అయితే ఈ దినాలలో మనం చాలా స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం ఎటువంటి పోరాటంలో మనం చిక్కుకొని ఉన్నామని are we faithful in keeping God's promises మనము దేవుని వాగ్దానాలను నెరవేర్చుట కొరకు మనం నమ్మకంగా ఉన్నామా are we faithful in obeying God's command దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడం కొరకు మనం నమ్మకంగా ఉన్నామా జీసస్ సా గ్రేట్ మల్టిట్యూడ్ ఎప్పుడైతే యేసు ప్రభు గొప్ప జన సమూహాన్ని చూసారో he did not immediately organize program or just preach to them అయితే వెంటనే కూడా ఒక ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని సిద్ధపరచండి వారికి ఏమో బోధించండి ప్రకటించండి అని చెప్పలేదు ఆయన he with compassion he pray to the of harvest అయితే అటువంటి గొప్ప జన సమూహాన్ని చూసినప్పుడు ఆయన హృదయం అందు కనికరపడి ఆయన ఏమంటున్నాడంటే కోత విస్తారంగా ఉంది కోసేడి పనివారు చాలా తక్కువగా ఉన్నారు కనుక కోత యజమానునికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు అయితే ఆయన జన సమూహాన్ని చూసినప్పుడు ప్రార్థించమని మాత్రమే చెప్పాడు so nowadays it's obvious that we need prayer it's a time of crisis where we need to give our self to prayer ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్న మనము మనము ఆ యొక్క ప్రార్థనకు అప్పచెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం in prayer is a battle ఆ యొక్క ప్రార్థన ఒక పోరాటం ఇట్స్ నాట్ వెరీ ఈజీ అది చాలా సులభమైనది కాదు it's not simply just kneeling down and pouring out heart before God దేవుని ముందు మోకాలు వేసుకొని మన హృదయాలను మనం ఆయన ముందు విప్పడం మాత్రమే కాదు in prayer we are just claiming souls for God మన యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఆ యొక్క ఆత్మలను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం deliver them from the hands of the devil సాతాను శత్రువు యొక్క చేతి నుండి విడుదల వారికి కలగాలి అని ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం means really there is a battle in prayer అందుకొరకే ఆ యొక్క ప్రార్థనలో అది గొప్ప పోరాటం అయి ఉంది Paul says I fought a good fight అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే నేను మంచి పోరాటమును పోరాడితిని అంటున్నాడు uh, అంటే ఆయన ఎవరో మనుషులతో పోరాడానని అక్కడ చెప్పటం లేదు కానీ ఫైటింగ్ ప్రేయర్ uh, uh, అయితే ప్రార్థనలో ఆయన పోరాటం జరిపినట్లుగా ఆయన చెప్తున్నాడు every episode we see that I'm praying for you I'm praying for you ఆయన యొక్క ప్రతి పత్రికలో కూడా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని చెప్పుట మనం చూస్తున్నాం ఆయన మేము ప్రార్థిస్తున్నామని చెప్పలేదు కానీ నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు speaks about how individually a great burden ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన తన హృదయంలో గొప్ప వేదన కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం పర్సనల్ ప్రేయర్ ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం some time we often we are satisfied with the zoom prayer and gatherings prayer gatherings where we pray for some points and we are satisfied that we have prayed అయితే ఈ జూమ్ మీటింగ్ లో ఈ దినాలలో మనం కలుసుకున్నప్పుడు కానీ లేకపోతే సమూహంగా మనం కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఆ యొక్క ప్రేయర్ పాయింట్లు అన్ని కూడా కవర్ చేశాము ప్రార్థించాము అన్నటువంటి ఒక సంతృప్తితో మనం నిండి ఉన్నాం But uh, not only during the gathering prayer, but also in our own personal prayer, how much we are praying and battling with the, సమూహంగా with the కూడుకున్నప్పుడు enemy. కలిసి కూ- కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కాకుండా మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతగా మనం ప్రార్థించి శత్రువుతో పోరాడుతున్నామో అన్నది మనం గమనించవలసి So, ఉంది beloved, these are the days we have to keep aside some of our programs, some of our needs, and just poor before God. ప్రియులారా ఈ దినాలలో మనం మన యొక్క అవసరతలను పక్కన పెట్టి కొంత సమయాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో మా హృదయ మన హృదయాలను కృమరించవలసి ఉంది so Israelite instead of concentrating on the fight they had some weakness in their in their in their life అయితే ఇస్రాయేలీలు యొక్క పోరాటంలో కొనసాగుతూ నమ్మకంగా ఉండకుండా వారి జీవితంలో కొన్ని బలహీనతలను కలిగి ఉన్నారు let see some weaknesses that Israel had why they did possess the why they did enjoy the promise land అయితే వారు వారికి ఉన్నటువంటి బలహీనతలు ఏమిటి ఎందుకరకు వారు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు అన్న దానిని మనం ఇక్కడ చూడబోతున్నాం అయితే దాని నుండి మనం ఏ విధమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలమో చూద్దాం Joshua chapter eighteen verse three యహోషువ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం మూడో వాక్యాన్ని Joshua is telling how long will you wait how long will you neglect to possess the land ఆయన ఇశ్రాయేలీయులతో యహోషువ ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే యహోషువ గ్రంథం పది పద్దెనిమిదో అధ్యాయం మూడో వాక్యంలో కావున యహోషువ ఇస్రాయేలీలతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు ఎన్నాడు తడువు చేసేదరు neglect how long neglect how long will you delay మీరు ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి తడువు చేస్తారు అని ఆయన అడుగుతూ ఉన్నాడు వై దే ఆర్ డిలేయింగ్ వారు ఎందుకు ఆ విధంగా తడువు చేస్తున్నారు దే ఆర్ వెరీ కేర్లెస్ వారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా చూస్తున్నారు serious about fighting the enemy అయితే శత్రువులతో పోరాడటాన్ని వారు సీరియస్ గా తీసుకోలేదు దే నెగ్లెక్టెడ్ వారు నిర్లక్ష్యపరిచారు ది ది గివెన్ ప్రొవిషన్ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వనరులను వారు స్వతంత్రించుకోవటానికి వారు నిర్లక్ష్యం చేశారు దే నాట్ వారు శత్రువుతో పోరాడలేదు సో ఆల్సో బిలవర్ ఆ విధంగానే ప్రియులారా we also sometimes even the time of crisis we may have some negligence in our lives ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన జీవితంలో కూడా ఒక నిర్లక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాం Now, we know that pandemic is so serious nowadays. ఈ దినాల్లో ఆ యొక్క మహమ్మారి కరోనా వైరస్ ఎంతగా విజృంభిస్తున్నదో మన అందరికీ తెలిసిన Second విషయమే wave, third wave, and so on, they are going. ఆ వారు ఇప్పుడు రెండవ అల మూడవ అల అని ఆ, వార్తలు వస్తూ ఉన్నాయి Days are becoming more and more serious. ఆ ఈ యొక్క రాబోయే దినాలు చాలా అపాయకరమైనట్టుగా కనిపిస్తున్నాయి Thousands are going to eternity without Christ. వేల సంఖ్యలో జనులు క్రీస్తు లేనటువంటి నిత్యత్వంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు and this moment of crisis ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో there are two things that we that is neglected మనం రెండు విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం టూ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ ఆ రెండు విషయాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి one is the sin of the world ఒకటి ప్రపంచంలో లోకము యొక్క పాపము another one is sin of the church రెండవదేమో సంఘం యొక్క పాపము you if you look around the world మనం ఈ లోకాన్ని కానీ లోకం తట్టి చూసినట్లయితే సో కరప్ట్ అది దుష్టత్వంతో నిండి ఉంది పొలిటికలీ ఆ రాజకీయంగా అండ్ మారలీ అంటే ఒకలాగా నైతికంగా స్పిరిచువలీ ఆత్మీయంగా see politically you see that people are using power రాజకీయంగా కానీ చూసినట్లయితే మనుషులు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు బెనిఫిట్స్ వారి స్వయ సొంత ప్రయోజనాల కోసం వారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని పనులు చేస్తున్నారు దే uh, uh, వారు నియం అంటే నిరంకుశంగా వారు వారి అధికారాన్ని వారు వినియోగించుకుంటూ ఉన్నారు morally people are everywhere we see adultery, murder, and immoral things, and the, rape, and so many things are going on. నైతికంగా కానీ చూసినట్లయితే మనుషులు ఎంత దుష్టత్వంలో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది spiritually also you see the people they try to seek god but they go astray in various other ways uh, religiously ఆత్మీయంగా ఒకవేళ మత సంబంధంగా కానీ చూసినట్లయితే మనుషులు కూడా వారు మార్గాన్ని తప్పి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం so how long will God also bear this అయితే దీనిని ఎంతవరకు దేవుడు సహించగలరు the time of Noah God says I relent that man I made the man so such God got so distress నోవహు పీపుల్ నోవహు దినాలలో ఆ యొక్క ప్రజలను ఆ యొక్క లోకాన్ని దేవుడు చూసినప్పుడు ఈ మనుషుల్ని నేను సృష్టించినందుకు పశ్చాత్తాపడుతున్నానని ఆయన వేదన చెందినట్లుగా చూస్తున్నాం that the condition of the world అది లోకం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది ద అయితే ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఏమిటి what is the lacking in the church అయితే సంఘములో ఉన్నటువంటి కొరత ఏమిటి అన్నప్పుడు మనం చూసినప్పుడు yes it is we who are responsible for such uh, uh, అయితే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి సమస్యలకు సంఘము బాధ్యత వహించవలసి ఉంది God has promised that he will heal the land దేవుడైతే నేను ఈ దేశాన్ని స్వస్థపరుస్తాను అని ఆయన చెప్తున్నాడు and shall we depend on the people of the world for that దాని కొరకు మనం ఈ లోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడగలమా people are trying to do this and that to improve the world అయితే ఈ లోకాన్ని ఎలాగైనా మెరుగుపరచాలన్న ప్రయత్నాలు మనుషులు చేస్తూనే ఉన్నారు నో ఆన్సర్ దానికి ఎటువంటి జవాబు కూడా రావటం లేదు బట్ కానీ ది ఆన్సర్ ఇస్ విత్ అయితే ఆ యొక్క జవాబు మన యొద్దనే ఉంది second Chronicle seven fourteen we all know రెండవ దిన వృత్తాంతాలు ఏడో అధ్యాయం పద్నాలుగో వాక్యం అందరికీ తెలిసిందే if my people which are called by my name shall humble self pray, seek my face, and turn from the wicked ways. Then I will hear from heaven and forgive their sins and heal their land. అక్కడ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతాలు ఏడో అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని చెప్పబడి ఉంది what great responsibility that lies on us ఎంత గొప్ప బాధ్యత మన మీద పెట్టుబడి ఉంది ప్రియులారా God says if my people that means it totally the salvation of this world depends upon totally God's people దేవుడు ఇక్కడ నా జనులు అంటున్నాడు చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి జనుల యొక్క రక్షణ మన భుజ స్కంధాల మీద దేవుడు మోపి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా దీనిని మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సి ఉంది ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఇది నా యొక్క బాధ్యత I call by the name of God ఎందుకొరకంటే నేను దేవుని యొక్క పేరు పెట్టబడి పిలవబడి ఉన్నాను అండ్ ఐ గాడ్స్ చైల్డ్ నేను దేవుని యొక్క బిడ్డను and he expecting me to seek his face అయితే ఆయన ఆయన యొక్క ముఖాన్ని నేను చూడాలి అని ఆయనను వెదకాలి అని ఆయన కోరుకుంటున్నారు it is my responsibility for the pandemic to be remove from this world ఈ యొక్క మహమ్మారి ఈ లోకము నుండి వదిలిపెట్టి వెళ్ళాలి అంటే నా యొక్క బాధ్యత చాలా ఉంది అని మనం గుర్తించాలి Nehemiah heard about the destruction of Jerusalem యెరూషలేము యొక్క నాశనాన్ని నెహమియా వినినప్పుడు but he took it on himself personally అతడు ఆ యొక్క బాధ్యతను తన మీద వ్యక్తిగతంగా పెట్టుకున్నాడు so that's what God expects అదే దేవుడు కూడా మన అందరి నుండి కూడా కోరుతున్నది you and me everyone we need to take it personally that is my responsibility to seek God's face and pray మీరు నేను కూడా ఇది నా సొంత బాధ్యత ఉందని వ్యక్తిగతంగా దానిని తీసుకొని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం when there was a epidemic in the time of David. దావీదు యొక్క దినాలలో ఒక తెగులు సంభవించినప్పుడు Uh, we all know that instance, అదంతా కూడా మనకు తెలుసు how God, uh, God gave three options for David who counted the army. అయితే ఆ యొక్క ఆ జన సంఖ్యను లెక్క ఆ యొక్క లెక్కలు చేసినటువంటి దావీదికి మూడే మూడు షరతులను దేవుడు విధించాడు He says sword, famine, or uh, war. Ah. Uh, so war, sword, famine or epidemic. ఆ సోడ్ అంటే ఖడ్గము తర్వాత కరువు ఆ తర్వాత తెగులు ఈ మూడు షరతులను దేవుడు దావీదు ముందు ఉంచాడు so what did David say అప్పుడు దావీదు చెప్పిన మాట ఏమిటి I don't want to follow the hands of man నేను మనుషుల చేతిలో పడటానికి ఇష్టపడటం లేదు why should this poor sheep suffer because I did wrong నేను చేసినటువంటి తప్పును బట్టి అమాయకులైనటువంటి ఈ జనులు ఎందుకు కష్టపడాలి so it is better to fall into the hands of God అందుకొరకే దేవుని చేతులు పడుటే మేలు నాకు అనుకుంటున్నాడు హి ఇస్ మర్సిఫుల్ గాడ్ ఎందుకొరకంటే దేవుడు కరుణ కలిగిన వాత్సల్యము కలిగిన దేవుడు కనుక he just committed he surrendered himself to the hands of God ఆ విధంగా చెప్పి దేవుని చేతులకు తన్ను తాను పూర్తిగా అప్పచెప్పుకున్నాడు so beloved during this time of crisis we cannot just afford to neglect prayer అందుకొరకు ప్రియులారా ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎటువంటి విధ ఏ విధంగా కూడా ఈ యొక్క ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేము another reason why children of Israel they could not process or inherit or enjoy the blessing of the promise land ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి వారు ఆనందించలేకపోయారు దానికి రెండవ కారణం ఏమిటంటే సేమ్ జాషువా సిక్స్టీన్ చాప్టర్ యహోశివ గ్రంథము పదహారో అధ్యాయం టెన్త్ వర్స్ పదో వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం యహోశివ గ్రంథము పదహారో అధ్యాయము పదో వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అయితే గెజరులో నివసించిన కథానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు నేటి వరకు ఆ కణానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు స్వాధీనపరచలేదు they did not drive out వారు స్వాధీనపరుచుకొనలేదంటే శత్రువులను వారు అనమాట వై ఎందుకు నో రీజన్ దానికి కారణం అంటూ లేదు simply they they were indifferent about that దానిని గురించి అంతగా వారు శ్రద్ధ తీసుకొనలేదు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇండిఫరెంట్ అబౌట్ ది ఎనిమీ అయితే ఆ శత్రువుల విషయం వారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు the enemy today is in the full swing ఈ ఈ దినాలలో ఆ యొక్క శత్రువు చాలా విజృంభిస్తూ ఉన్నాడు we cannot be indifferent దానిని మనం నిర్లక్ష్యం చేయలేము i am saved ఆ నేను రక్షింపబడ్డాను i am going to heaven నేను తప్పక పరలోకానికి i am in a చేరుకుంటాను comfort comfort zone ఆ నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను so i am self satisfied అందుకొరకు నేను సంతృప్తి చెంది ఉన్నాను బట్ హౌ అబౌట్ అదర్స్ అయితే ఇతరుల కొరకు ఏమిటి మాట వారి మాట ఏమిటి if it all I have to go to heaven నేను కానీ పరలోకాన్ని చేరుకోవాలి అంటే what is that heaven is the uncorrupt world we saw already ఆ దుష్టము లే దుష్టత్వము లేనటువంటి లోకము అన్నది మనం చూసాం so that means we we have to qualify our self for that uncorrupt world heaven ఆ యొక్క దుష్టత్వము లేని పరలోకానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సి ఉంది And for that also God has given the promises. దాని కొరకు కూడా దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు. So that we may have the divine nature of God to be like దేవ స్వభావము దేవుని వలె కలిగిన వారమై యేసు క్రీస్తు వలె మనం మారవలసి ఉంది. First Peter chapter one again second Peter రెండవ పేతురు ఒకటో అధ్యాయాన్ని మనం చూసుకుందాం again second peter first chapter we'll read third and fourth verse ఇక్కడ రెండవ పేతురు మనం చూసుకుంటున్నాం ఒకటో అధ్యాయం మూడు నాలుగు వాక్యం కదా మూడు నాలుగు వాక్యాలు మనం చూసుకోబోతున్నాం తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ I mean, through the knowledge of Him who called us by His glory and virtue. తన మహిమను బట్టి గుణాతిశయాన్ని బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా through the knowledge means what through the knowledge of the promises of God అయితే ఈ యొక్క జ్ఞానం ఏంటి అనుభవ జ్ఞానం దేనిని గురించి దేవుని యొక్క వాగ్దానాల గురించి what are the promises of God దేవుని యొక్క వాగ్దానాలు ఏమేమై ఉన్నాయి so the more we claim God's promises the more we become like Jesus మనము దేవుని వాగ్దానాలను ఎంతగైతే స్వతంత్రించుకుంటామో అంతగా మనం క్రీస్తు సారూప్యంలోనికి మారగలుగుతాం already we saw that it is through the promises that we are changed to the divine nature మనం చూసినట్లుగా ఈ యొక్క వాగ్దానాలను బట్టియే మనం ఆ యొక్క దేవ స్వభావంలోనికి మారి మారగలిగినట్లుగా చూస్తున్నాం so we need to more have more knowledge of God's promises అందుకొరకు దేవుని యొక్క వాగ్దానాలను గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండవలసి ఉంది so that we can know the will of God దానిని బట్టి మనకి దేవుని యొక్క చిత్తం ఏమిటో అని మనం గుర్తించగలం for that what we need to do దాని కొరకు మనం చేయవలసింది మెడిటేట్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించవలసి ఉంది yes the more we meditate god's word the more we come know know mind of God దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తామో అంతగా దేవుని మనస్సును మనం గ్రహించగలము so then only we can pray according to God's will అలా చేసినప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయగలం it is through the word of God through the promise of God that we get the knowledge knowledge of God's mind దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని వాగ్దానాల ద్వారా మాత్రమే మనము ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం so in both areas we need to grow ఈ రెండు విషయాలలో కూడా మనం ఎదగవలసి ఉంది వి సో ప్రేయర్ లైఫ్ మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని గురించి విన్నాం here the knowledge of God's promises ఇక్కడ ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలను గురించినటువంటి అనుభవ జ్ఞానం then only we can be more like Jesus అప్పుడు మాత్రమే మనము ఏసు యొక్క సారూప్యంలోనికి లేకపోతే ఎక్కువగా ఆయన సారూప్యం కలిగి ఉంటాం so both prayer and word అయితే దేవుని వాక్యము తర్వాత ప్రార్థన they are like two wings of the bird అయితే పక్షికి ఉన్నటువంటి రెండు లెక్క రెక్కల వలె యొక్క ప్రార్థన యొక్క దేవుని వాక్యము ఉన్నాయి bird has got one one wing hurt or wounded ఆ పక్షికి ఒకవేళ ఒక రెక్క మాత్రం ఏదైనా గాయమయ్యి దెబ్బ తగిలి ఉంటే వాట్ విల్ ఏం జరుగుతుంది గో రౌండ్ అండ్ రౌండ్ అది అక్కడక్కడే తిరుగుతుంది ఇట్ కెనాట్ ఫ్లై అప్ అది ఎగరలేదు పైకి just just flutter over the ground only ఆ భూమి మీద మాత్రమే అది అటు ఇటు తిరగగలదు that's why many Christians we see that they may be very prayerful but not knowing what to pray దేవుని యొక్క బిడ్డలలో అనేక మంది ప్రార్థన పరులుగా ఉంటారు కానీ ఏ దేని కొరకు ప్రార్థన చేయాలి అన్నది వారికి అర్థం కాదు yes it will be more అయితే అప్పుడు ఏమవుతుందంటే వారు సొంత విషయాల కొరకే ప్రార్థన చేసుకుంటారు and some people they are very good in scholars of the uh, word of god but neglect prayer అయితే చాలా మంది దేవుని వాక్యంలో ఒకవేళ దిట్టలై ఉండొచ్చు అనుభవం కలిగి ఉండొచ్చు కానీ ప్రార్థనలో మాత్రం బలహీనంగా ఉంటారు so we must grow both in prayer and in the world దేవుని యొక్క వాక్యంలోని ప్రార్థనలోని రెండు విషయాల్లో కూడా మనం సరి సమానంగా ఎదగవలసి ఉంది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయేలీలు they were were indifferent about vacating the enemy శత్రువులను వెళ్ళగొట్టడంలో వారు చాలా నిర్లక్ష్యం చేశారు because the enemy word of God is the sword of the spirit ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఆత్మ కడ్మై ఉంది విత్ స్ట్రైక్ ది ఎనిమి దానితోటే మనం శత్రువుని జయించగలం but at the same time it is through prayer that God gives guidance అయితే ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకి నడిపింపును అనుగ్రహిస్తాడు where to attack the enemy అయితే ఎక్కడ మనం శత్రువుని ఎదుర్కోవాల్సి ఉంది అన్నటువంటి ఆ యొక్క నడిపింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు may God help us that we not be careless about this indifferent about God's God's దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండాలాగిన దేవుడు మనకు సహాయం దయచేయను గాక And thirdly, మూడవదిగా the Israel could not uh, possess the land because of another అయితే ఇస్రాయేలీలు ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకపోవడానికి ఇంకొక కారణం మూడవ కారణం కూడా ఉంది Joshua chapter seventeen verse twelve యహోశివ గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండు పన్నెండో వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం జాషువా గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండో వాక్యం ఈ విధంగా రాయబడింది కణానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి గనుక మనస్సీయులు ఆ పొరుములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి మనస్సి the of of they they had to fight అయితే ఈ యొక్క మనస్సి గోత్రీకులు కణానీయులను తో పోరాడవలసి ఉంది they could not do that అది వారు చేయలేదట దే కుడ్ నాట్ ఫైట్ వారు వారిని వారితో పోరాడలేదు వై ఎందుకొరకంటే దే కనానైజ్ వెరీ స్ట్రాంగ్ అయితే కణానీయులు చాలా గట్టి పట్టారట so we cannot fight this Canaanite so they just sat down అందుకొరకు వీరితో మనం పోరాడలేము అని అనుకొని మనస్సులు దానిని స్వాధీనపరచుకొనలేకపోయారు They folded their hands and sat down back, sat back. వారు ఏంటంటే వారి చేతులు కట్టుకొని నిస్సత్తుగా ఉండిపోయారు but what is what the Bible says again Bible ఇంకా ఏమని చెప్తూ ఉంది they just suppress them and kept them and labour lab force labour ఆ ఏంటంటే వ్యక్తి పనులు వారి చేత చేయించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం mean that means they can but they just could, uh, uh, because the enemy so strong they thought they cannot అంటే ఇక్కడ పదమూడో వాక్యంలో ఏముందంటే ఇస్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేతి వెట్టి పనులు చేయించుకునేది కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొని లేదని ఉంది అంటే వీరు బలవే బలవంతులే కానీ వారిని స్వాధీనపరుచుకోగలరు కానీ వారిని నిర్లక్ష్యం చేసి వారి చేత వెట్టి పనులు చేయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం first they thought it is not possible మొట్టమొదటి వారు ఏమనుకున్నారంటే ఇది సాధ్యం కాదనుకున్నారు same way the enemy our enemy the Satan the devil he poses as though is great he is strong stronger than us మన శత్రువైనటువంటి సాతాను మన ముందు ఎలా కనపరుచుకుంటాడంటే మనకంటే వాడు చాలా బలవంతుడిగా కనపరుచుకుంటాడు Bible says is like a roaring lion lion Bible Bible మనకి ఏం చెప్తుందంటే గర్జించు సింహం వలె వాడు మన ముందు ఉంటాడు హీ ఓన్లీ రోల్స్ ఆ వాడు మాకు కేవలం గర్జిస్తాడు అంతే and if you are afraid మనం కాని భయపడినట్లయితే హీ విల్ డివోర్ us ఆ మనల్ని వాడు మోసం చేస్తాడు somebody said that uh, lion's teeth are all jesus christ so removed only devours only devours not bite bite ఒకరు ఈ విధంగా చెప్పారు ఏంటంటే సాతాన యొక్క పళ్ళను దేవుడు ఎస్ ప్రభు అన్ని కూడా ఓడదీస్తాడు అది మనకు కనిపించదు అందుకని మనం భయపడతాము వాడు కేవలం గర్జిస్తాడు తప్పించి మనల్ని వాడు ఏమీ కూడా హాని చేయలేడు అని కెనాట్ డివోర్స్ వాడు మనల్ని వాడు మనల్ని కరవ కరవలేడు కానీ వాడు ఒకలాగా మనల్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తాడు ఓన్లీ వెన్ వి ఫియర్ అది కూడా ఎప్పుడంటే మనం భయపడినప్పుడు వెన్ వి uh, hmm. కానీ మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు then we can always overcome the devil మనం తప్పనిసరిగా శత్రువు మీద విజయాన్ని సాధించగలం డౌన్ ఫ్రమ్ ఫ్రమ్ వాడి యొక్క చేతిలో వాడి కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి ఆ యొక్క ఖైదీలను మనం విడిపించగలం వెన్ స్పైస్ ఉన్నటువంటి పన్నెండు మంది గో పన్నెండు గోత్రాల వారిని ఆ యొక్క వాగ్దాన దేశానికి మోషే పంపించినప్పుడు స్పైస్ వారు అక్కడ గూఢచారులుగా వెళ్ళారు when they came back వారు తిరిగి వచ్చిన తర్వాత we know that 10 people they said we are not able to go there దాంట్లో 10 గోత్రికులు మాత్రం మనం అక్కడికి వెళ్ళలేము వారిని జయించలేమని చెప్పారు we see that numbers 13 ఇది numbers 13 ఇక్కడ మనం సంఖ్యాకాండాన్ని చూసుకుందాం verse 31 ఆ 13వ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం the ten people the ten heads of Israel they came and told no we cannot go they are all big big giants and it's it's not possible for us to face we cannot go into the promise land ఇక్కడ సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి మనం చూసుకుందాం అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమనేది So they went and they gave the report because they did not walk by faith, they walked by sight. అయితే వారు విశ్వాసంతో వారు నడవలేదు కానీ ఆ వాగ్దాన దేశంలో వారు దృష్టికి ఏదైతే కనిపించిందో ఆ సమాచారాన్ని వారు తీసుకొని వచ్చారు but what happen to Caleb and Joshua అయితే ఈ యొక్క కాలేబు యహోషువా విషయం ఏమైంది థర్టీయత్ వర్స్ ముప్పై వాక్యంలో ఈ విధంగా రాయబడింది కాలేబు మోషే ఎదుట జనులను కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుమో దాన్ని స్వాధీనపరుచుకుందుమో దాన్ని జయించుటకు మనకి శక్తి చాలున నేను నిశ్చయముగా means we are well able to stand against them అయితే వీరిద్దరు మాత్రం ఏం చెప్తున్నారంటే మనము నిశ్చయముగా వెళ్ళదుము దాన్ని స్వాధీనపరుచుకుందామని చెప్తున్నారు those ten people said we are not able అక్కడ ఆ మిగిలినటువంటి పది గోత్రకుల వారు ఏమంటున్నారంటే మనము వెళ్ళలేము మనకు శక్తి చాలదు అంటున్నారు హౌ థింగ్స్ అయితే దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది see by faith or be see by sight మనం విశ్వాసంతో మాత్రం చూస్తున్నామా లేకపోతే మన కనుచూపు ద్వారా మనం చూస్తున్నామా now this coming back to the pandemic మనము కానీ ఇప్పుడున్నటువంటి యొక్క మహమ్మారి విషయం కానీ చూసినట్లయితే it is impossible because we see that people are telling it will be there you have to live with that and so on అయితే మనుష్య రీతిగా కానీ మనం ఆలోచించినట్లయితే అనేకులు చెప్పే సంగీత ఏంటంటే దీని నుండి మనం తప్పించుకోలేము దీనితో పాటు మనం కలిసి సహజీవనం చేయవలసి ఉంది అని బట్ డివైన్లీ కానీ దైవికంగా చూసినట్లయితే ప్రార్థన ద్వారా కానీ చూసినట్లయితే మనం నిశ్చయంగా దీనిని జయించగలము hallelujah hallelujah praise the Lord 4 verse 13 పత్రిక నాలుగో అధ్యాయాన్ని కానీ మనం చూసినట్లయితే I can do all things through Christ who me అయితే ఇక్కడ నాలుగో అధ్యాయం పదమూడో వాక్యంలో కానీ చూసినట్లయితే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్తున్నాడు నేను వ్యక్తిగతంగా ఒంటరిగా ఏమి చేయలేను with Christ through Christ who strengthens me he's my strength I can do with him కానీ క్రీస్తు ద్వారా క్రీస్తులో మాత్రం ఎవరైతే నన్ను బలపరుస్తారో ఆని అందు నేను సమస్తాన్ని చేయగలను అంటున్నాడు hallelujah so let also join join with apostle పౌలుతో కలిసి మనం ఈ విధంగా మనం చెప్తా పాండమిక్ డౌన్ ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క మహమ్మారిని మనం జయించగలము so with that assurance God is with us so we can do exploits దేవుడు మనతో ఉన్నాడు కనుక అటువంటి గొప్ప నిశ్చయితతో మనం గొప్ప కార్యాలు చేయగలమని నమ్ముదాం so may the Lord help us not to neglect our prayer మన యొక్క ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయొద్దు not be satisfied or indifferent about the God's word to know God's mind దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క మనస్సును గ్రహించడానికి మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండానట్లు దేవుడు మనకు సహాయం ఇంపాసిబుల్ uh, ఇస్రాయలీలు ఎలాగైతే ఇది జరగదు ఇది అసాధ్యం అని అనుకున్నారో ఆ విధంగా మనం అనుకోకుందుము గాక Hallelujah. Hallelujah. Ezekiel, God is now just seeking for people to stand before Him and to plead. అయితే దేవుని ముందు నిలబడి ఆ యొక్క సందులో మనం నిలబడి ఆయనను ప్రాధేయపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు promises that that he will heal the land. ఆయన ఆ యొక్క దేశాన్ని స్వస్థపరుస్తానని మనకి వాగ్దానం చేస్తున్నాడు. Definitely he will heal the land. తప్పనిసరిగా మన దేశాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. It is in, our- in nobody's hand except the children of God. అది దేవుని యొక్క జనులు ఆ, హస్తములో తప్ప మరి దేనిలో కూడా ఇది సాధ్యం కాదు During the time of prophet Ezekiel, ఎహెస్కేల్ సమయంలో yes, God was disappointed about the sins of the people. అయితే జనుల యొక్క పాపాన్ని గురించి దేవుడు చాలా అసంతృప్తి కలిగి ఉండెను So He wanted to bring a judgment on them. వారి మీద తీర్పును తీసుకురావాలని ఆయన అనుకున్నాడు Ezekiel 22, అయితే హెస్కేల్ ఇరవై రెండు twenty thirty and thirty one verse we can read thirty అంటే ముప్పై ముప్పై ఒకటి మనం చదువుకోబోతున్నాం హెస్కేల్ ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటి నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు I stand I sought for a man to stand in the gap to make the wall but I found no one ఆయన ఏమంటున్నాడంటే ఆయన దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచడానికి బద్దలైన సందులో నిలబడటానికి తగిన వాడు ఎవడని చూసినప్పుడు ఒక్కడు కూడా కనబడలేదు అంటున్నాడు దేవుడు దేవుడు చాలా అసంతృప్తి చెందాడు I cannot but send the judgement అందుకొరకు ఆయన ఏమంటున్నాడు అంటే కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్ర తాగిని చేత వారిని దహింతును ఇదే ప్రభు అయిన యహో వాక్కు అని ముప్పై ఒకటో వచనంలో చెప్పబడింది దేవుడు మన నుండి కోరుతున్న విధంగా మనం ఆ బద్దలైనటువంటి సందులో నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ